ధ్యానం చేద్దాం దేవుని స్తోత్రం కలుగును గాక హాలెల్లుయా హాలెలుయా పదకొండు గంటలు కానీ పెట్టుకున్నాను కొంచెం దాటిన ఓర్చుకోండి రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నా మన సోమవారం మా విశ్వాసుడు ఇంట్లో భోజనం చేశా ఇంకా రాత్రి మొదలు పెట్టేసింది దగ్గు భోజనం తేడాను నీళ్లు తేడాను చాలా భయంకరంగా నన్ను బాధిస్తుంది రేపు వాళ్ళతో అయిపోతాయి ఇక్కడ కానీ రేపు ఎల్లుండి నేను నెల్లూరు జిల్లాలో ఉంటాను రేపు ఉదయం లేచి మేము విజయవాడ వెళ్ళి మా అమ్మగారిని తీసుకుని అక్కడ నుండి నెల్లూరు మేము వెళ్ళాలి మా కోసం ప్రార్థన చేయండి దేవుడు నిలబెట్టుకొని అక్కడ కూడా వాడుకోవాలని పిల్లలారా భోజనంకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను గనక వారాలకు వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయి కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను ఆయన ప్రభు అని సీమోని పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుంకెను దరి ఇంచుమించు ఇన్నూరు మూరల ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలోనికి వచ్చిరి వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను యేసు మీరిప్పుడు పట్టిన చేపల్లో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా సీమోను పేతురు దోన ఎక్కి వాళ్ళను దరికి రాగాను అది నూట యాభై మూడు గొప్ప చేపలతో ఉండెను చేపలంత విస్తారంగా పడినను వల పిగలలేదు యేసు రండి భోజనం చేయదమని వారితో అనేను ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడను ఆయన అడుగ తెగింపలేదు యేసు వచ్చి రొట్టెలు తీసుకొని వారికి పంచిపెట్టెను అలాగే చేపలు కూడా పంచిపెట్టెను యేసు మృతుల్లోంచి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో మన కొరకు దీవించును గాక ఆమెన్ ఈ రాత్రి నేను మీతో మాట్లాడబోతున్న అంశం the last night on the boat ధోనిలో ఇది చివరి రాత్రి ఈ స్వార్థ సభలకు ఇది చివరి రాత్రి నాతో పాటానండి ధోనిలో ఇది చివరి రాత్రి ఈ రాత్రి వినండి ఇంకా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మీరు విని ఆ వాక్యము మిమ్మల్ని ఏమని చెప్తుందో ఆ ప్రకారం చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలేలుయ్యా హాలేలుయ్యా యోహాను సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి పద్నాలుగు వచ్చినాలు మనం దేవుని వాక్యంలో చదువుకున్నాం సువార్త పరిచర్యలో దైవ మానవుని గురించి చెప్పబడినటువంటి అద్భుతమైనటువంటి పుస్తకం ఇది లుకాసు ఆయన మనుషు కుమారునిగా మనం చూస్తాం యోహాను సువార్తలో ఆయన్ని దేవునిగా మనం చూస్తాం యోహాను సువార్త చదువుతుంటే ఆయనలో ఉన్న దైవత్వం మనకి అగుపడుతూ ఉంటుంది ఆ దైవత్వం ఈ రాత్రి మనతో మాట్లాడబోతుంది యేసుప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం భూలోకంలో జీవించిన కాలం ఆ కాలంలో ప్రభు అయిన యేసును మరి ఏసయ్య పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన శిష్యులు ఆయనను వెంబడించినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం దేవుని యొక్క వాక్యం ఆ ప్రశస్తమైనటువంటి ఆయన సత్య మార్గంలో మరి ఆయన శిష్యులు ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తాం ఆ ప్రభు అయిన ఎస్ఐను వెంబడించినటువంటి ఆయన శిష్యులు మూడున్నర సంవత్సరాలు ప్రభు అయిన ఎస్ఐను వెంబడించారు ప్రభు అయిన ఎస్ఐ పరిచర్యను వారు కళ్ళారా చూచారు ఆయన మాటలు విని విస్తుపోయారు ఆశ్చర్యపోయారు ఈయన వడ్లవాని కుమారుడు కాడా ఈయన మరియాసుతుడు కాడా ఈయన కలలియుడు కాడా ఇలాగున ఆశ్చర్యపోయారు నజరేతు నుండి మంచిది ఏదైనా వస్తుందా అని ఆశ్చర్యపోయారు ఎందుకంటే తమ వయస్సులో ఉన్నవాడు తమ వయస్సు కంటే చిన్న వయస్సులో ఉన్న ఆయన మరి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ జ్ఞానం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఎలాగునా ఇన్ని మాటలు ఇంత లోతైన విషయాలు మనుషునికి జీవించవలసిన అంటే మనుషునిగా జీవించవలసిన విషయాలు ఎలా చెప్పగలుగుతున్నాడు ఈ విధంగా ఆ మాటలకు వాడు విస్తుపోయి ఆశ్చర్యపోయి గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు ఆ మాటలే ఆ శిష్యులను ఆకర్షించాయి ఆ మాటలే ఆయనను వెంబడించేటట్లు చేశాయి ఆయన బోధ వాళ్ళు పట్టుకుంది ఆ బోధను బట్టి వాళ్ళు ప్రభువును వెంబడిస్తారు అంత మాత్రమే కాకుండా ఆయన చేసిన అద్భుతాలు వారు కళ్ళారా చూశారు రకరకాల వృత్తులలో వ్యాపకాల్లో ఉన్న మనుషులు వీళ్ళు అందులో ఎక్కువ శాతం చేపలు పట్టేవారు బెస్తవారు కొంతమంది పన్నులు వసూలు చేసుకునే వృత్తి ఇలాగున వేరు వేరు పనులు ఉద్యోగాలు వ్యాపకాలు ఉన్నటువంటి ఆయన శిష్యులు వారి వలలు విడిచిపెట్టి వాళ్ళ ఉద్యోగాలు విడిచిపెట్టి వాళ్ళకున్నటువంటి వాళ్ళకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు అన్నాడు నన్ను వెంబడించండి ఫాలో మీ నన్ను వెంబడించండి అన్నప్పుడు వాళ్ళు వెంబడించారు నన్ను వెంబడిస్తే మాకేమి ఇస్తావు మమ్మల్ని వెంబడిస్తే నిన్ను వెంబడిస్తే మాకేమొస్తుంది ఏమీ ఆలోచించలేదు ఒకసారి Kakinada Nagarjuna fertilizers chemicals limited వాళ్ళు ఒక ఆఫీసర్ మా ఇంటికి వచ్చాడు వాళ్ళు మా ఇల్లు అద్దెకి తీసుకున్నారు తర్వాత వాళ్ళని ఖాళీ చేయించి మేము ఆ ఇంట్లోకి మారిపోయాం ఆ ఇంట్లో మరి వాళ్ళు వస్తువులు వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు ఆ సమయంలో నేను అక్కడ నిలవబడి ఉండగా ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను ఎగాదిగా చూశాడు కింద నుంచి పైకి పైనుంచి కిందకు చూశాడు ఏమనుకున్నాడో వెంటనే నన్ను అడిగాడు యేసు ప్రభువుని నమ్ముకుంటే నాకేంటండి బెనిఫిట్ అన్నాడు వెంటనే నేను అన్నాను ఏ ఫిట్ ఉండదు అన్న ఏ ప్రభును అంటే ఏంటి అమెరికా నుండి ఆస్ట్రేలియా నుండి ఏమైనా డబ్బులు వచ్చేస్తాయా అదే అతను ఉద్దేశం అందుకే ఏ ఫిట్ ఉండదు ఏ బెనిఫిట్ ఉండదు ఎందుకంటే ఆయనను వెంబడిస్తే వచ్చే బెనిఫిట్ ఏంటంటే డబ్బు వస్తుంది కాదు పరలోకం దొరుకుతుంది నిత్య జీవం దొరుకుతుంది దేవుని స్తోత్రం కలుగునిగా ఈ శిష్యులు ఆయనను వెంబడించారు ఆయనను వెంబడించినటువంటి ఆయన శిష్యులు ఆయన చేస్తున్న అద్భుతమైన కార్యాలు కలలో ఖనాను ఊరిలో ఆయన చేసినటువంటి అద్భుతం నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు బైబిల్ అంటది అందువలన ఆయన శిష్యులు ఆయనను విశ్వసించారు ఆయన ఎందు విశ్వాసం ఉంచారు as we are following a right person సరైన వాణిని మేము వెంబడిస్తున్నాం సరైన దేవుణ్ణి మేము కనుగొన్నాం ఇస్రాయిలీల విమోచకుడు ఈ అనే అని మేము విశ్వసించాము అంటాడు ఇరవై నాలుగో అధ్యాయంలో వార్తలు ఆయనను వెంబడించేవారు చీకటిలో నడవక జీవపు వెలుగులో నడుస్తారని బైబిల్ చెప్తోంది నా ప్రభువును వెంబడించారు ఆ శిష్యులు ఏసయ్య చేసిన అనేక అద్భుతాలు ఇందాక పాస్టమ్ గారు కొన్ని మనతో మాట్లాడగా విన్నాం ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి రోగిని ఆయన బాగు చేశాడు ప్రతి విధమైన రోగాన్ని బాగు చేశాడు కుంటోళ్ళకి కాళ్ళు ఇచ్చాడు నడకిచ్చాడు మళ్ళీ గుడ్డోళ్ళకి చూపించాడు ఈ బదుర్లకు చెవిటి వారికి వినికిడిచ్చాడు మూగవారికి మాటిచ్చాడు దెయ్యాలను వెళ్ళగొట్టాడు కుష్ఠరోగులను శుద్ధీకరించాడు పక్షపాతంతో పడిన వాళ్ళను పైకి లేపాడు చనిపోయి సమాధిలో పెట్టబడిన వాళ్ళని బయటకి జీవంతో తీసుకొచ్చాడు సజీవులుగా చేశారు ఇలాగ ప్రభువు చేసిన అద్భుతాలు వాళ్ళు కనులారా చూశారు ప్రభు చేసిన అద్భుత కార్యాలన్నీ కళ్ళారా చూసిన ఆయన శిష్యులు మూడున్నర సంవత్సరాలు వెంబడించారు వాళ్ళు ఒట్టి మూడున్నర సంవత్సరాల కొరకు సిద్ధపడలా జీవితం అంతా ఇంత ఉండిపోదాం అనుకున్నారు మూడున్నర సంవత్సరాలు ప్రభువును వెంబడించక ఆయనను పట్టుకోవడానికి ఆయనను గుర్తించలేకపోయారట ఎందుకంటే ఆయన శిష్యులు ఆయనకు వలె మారిపోయారు ఆయనను చూస్తే ఆయన శిష్యులను చూస్తే వ్యత్యాసం కనబడలా వేషధారణలో కానీ మాట తీరులో కానీ ఆయన వలె నడవడంలో కానీ ప్రతిదీ కూడా ఆయనకు వలే వాళ్ళు ప్రవర్తించడం మొదలుపెట్టారు ఇమిటేషన్ అనండి ఏమనండి వారి గురువు గారి యొక్క విధానాన్ని వాళ్ళు అలవాటు చేసుకున్నారు అలా ప్రభువును వెంబడించారు ఆయన అద్భుతాల గురించి గొప్పగా మాట్లాడుకున్నారు చెప్పుకున్నారు కానీ ఎప్పుడైతే ఆయనను సిలువ వేశారో వాళ్ళ మనస్సులు చెదిరిపోయాయి వాళ్ళ వాళ్ళ యొక్క ఆశలన్నీ చెదిరిపోయాయి వాళ్ళ ఆలోచన మారిపోయింది అందులో ఏడుగురు శిష్యులు the disciple there have destiny ఒక కూరి ఒక గమ్యం ఒక లక్ష్యం ఉన్నటువంటి ఆయన ఏడుగురు శిష్యులు మనం ఇందాక చదువుకున్న వేద భాగంలో చూస్తాం సెవెన్ మెన్ ఆఫ్ డెస్టినీ గమ్యం కలిగిన వారు గురి కలిగిన వాళ్ళు గుడ్డే దూచేలో పడ్డట్టుగా పోయిన వాళ్ళు కాదు దే హ్యావ్ ఇందాక చెప్పా they followed the right master సరైన యజమాన్ని వెంబడించారు సరైన బోధకుని వెంబడించారు సరైన టీచర్ ఆయన ఆ టీచర్ని వెంబడించారు సరైన డాక్టర్ ఆయన సరైనటువంటి లాయర్ ఆయన ఆయన ఆయన సరైన ఇంజనీర్ ఆయన ఏది తీసుకున్నా ఆయనలో సంపూర్ణత కనబడతా ఉంది అలాంటి సంపూర్ణమైన దైవ మానవుడైన యేసును వెంబడించిన వీళ్ళు ఎప్పుడైతే ఆయన సిలువ వేయబడ్డాడో వాళ్ళ మనసులు చెదిరిపోయాయి వాళ్ళ మనసులు చెదిరిపోయి వాళ్ళు బాధకు గురవడం మొదలు పెట్టారు వాళ్ళు they left all to follow Christ క్రీస్తు యేసును వెంబడించడానికి సమస్తాన్ని విడిచిపెట్టారు ఆయన వాళ్ళలే కాదు కుటుంబాలను కూడా వాళ్ళకున్న అలవాట్లు అన్నీ వదిలేశారు వారిలో ఇక వారికంటూ ఏమీ లేకుండా చేసుకున్నారు ప్రభు కోసం వాళ్ళు తీర్మానం చేసుకున్నారు ఆ యాగనీ ఆఫ్ ద క్రూసిఫిక్షన్ ప్రభు అయిన యేసునాథుడు సిలువ వేయబడుతూ సిలువ వేయబట్టడానికి ముందు అనేక పర్యాయాలు తన శిష్యులతో ఆయన మాట్లాడుతూ నేను మరలా సజీవుడనవుతాను సిలువ వేయబడతాను చంపబడతాను సమాధి చేయబడతాను మూడవ రోజు లెగుస్తానన్నాడు మూడవ దినాన తిరిగి అవుతానన్నాడు అలాగున ఆయన చెప్పిన మాటలు ముందు ఇష్టపడల వాళ్ళు ఆయన పదే పదే వాళ్ళకి చెప్పి వాళ్ళను సిద్ధపరిచాడు అబ్బాయిలు నేను మీతో కేవలం ఈ భూమి మీద మానవుడిగా మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటాను అబ్బాయి ఆ తర్వాత నేను చంపబడతానని చెప్పడం మొదలుపెట్టాడు అది నచ్చలా కానీ ఎప్పుడైతే ఆయనను సిలువ వేయడానికి తీర్మానమైందో ఆయన అనే తోటలో ప్రార్థన చేసుకుంటుంటే పట్టి బంధించారు బంధించిన ప్రభువును కొట్టుకుంటూ తోసుకుంటూ తీసుకువెళ్ళి హే రోజు ముందు నిలబెట్టారు పిలాతు ముందు నిలబెట్టారు అలా టెన్నిస్ కోర్టులో బంతిని కొట్టినట్టుగా అటు ఇటు ఆడించి ఆయనను నానా ఇబ్బందులకు గురిచేసి ఆయనను రకరకాల ప్రశ్నలతో వేధించి ఆఖరికి పిలాతు అన్నాడు సిలువకు అప్పగిస్తున్నాను అన్నాడు సిలువ అంటే చచ్చిపోయిన ఆయన్ని ఆ కొయ్యకు వేలాడేయడం కాదు చనిపోయే వరకు ఆ పని జరగాలి ఒకటి తక్కువ నలభై దెబ్బలు కొట్టారు ఆయన్ని ఒక వ్యూప స్తంభానికి కట్టేసి ఆయనను వ్యూప స్తంభానికి కట్టి కొరడాలు పట్టుకొని ఆయనను కొట్టారు దొంగలతో కొట్టారు ఇలాగా మోటైనటువంటి కర్కసులైనటువంటి రోమా సైనికులు ఆయనను కొడుతుంటే ఆ దొంగలకి చివర్లో రకరకాల ఊసలు గుచ్చి ఆ ఊసలతో ఆయన కొడుతుంటే ఆ దొంగ పట్టి మాంసపు కండ వెళ్ళి ఎముకలకు అంటుకుంటే దాన్ని వాటిని పట్టుకుని లాగేవారట కీర్తనాకాడు అంటాడు ఆయన వీపును నాగలి దున్నినట్లుగా చాళ్ళనుగా చేశారన్నాడు అలాగున కొట్టారు ఆ దెబ్బలు తిన్నవాడు ఎవడు ఇక బ్రతకడం అలాంటి దెబ్బలు కొట్టాడు మంచి యమన కాలంలో కేవలం ముప్పై మూడున్నర సంవత్సరాల వయస్సులో ఉన్నాడేమో ఆ బలమైనటువంటి ఆ దేహం ఆ దెబ్బలకు తట్టుకొని ఇంకా మిగిలి ఉన్నాడు బ్రతుకున్నాడు అలాంటి గుద్దులు అలాంటి దెబ్బలు తిన్నవాడు ఎవడైనా సరే చచ్చిపోవలసిందే కానీ ప్రభువు ఎందుకు ఎండ్యూర్ అయ్యాడంటే ఎందుకు అంతవరకు మిగిలాడు ఉన్నాడు కొట్టినా చచ్చిపోలేదంటే ఆయన మనస్సు అంతా సిలువకు వేలాడాలని సిలువుపై చావాలని ఆయనను కొట్టి ముండ్ల కిరీటాన్ని పెడితే ఆ ముళ్ళ కిరీటం రెండున్నర అంగుళాలు పొడవన ముళ్ళ కిరీటం ఆ ముళ్ళు గుచ్చుకుంటే మధ్యలో మెదడులో గుచ్చుకున్నాయట ఆ ముళ్ళు వెళ్ళి అలా గుచ్చేశారు ఆ కిరీటాన్ని ఆ కిరీటం దిగడానికి దొంగలు పెట్టి కొట్టారు మనం లేక సుత్తి అంటాం అలాగ కొట్టి ఆయనకు ఉదారంగు వస్త్రాన్ని ఆయనకి ధరింపచేసి ఎరుషులేము రాజవీధుల్లో ఒక నిలువు కొయ్య ఒక అడ్డు కొయ్యను సిలువాకారంలో చేసి ఆయన భుజాల మీద పెట్టాను ఏదో చిన్న కమ్మి కాదు అది మనుషులు మోయలేనటువంటి భారభరితన ఆ దొంగను పెట్టాడు ఆ సిలువను భుజం మీద పెట్టి అది కూడా పాలిష్డ్ కాదు నగిషి చెక్కింది కాదు కరుకైనటువంటి సిలువ ఆయన భుజం మీద పెట్టి ఎరుషులేము రాజవీధుల్లో తీసుకువెళ్ళారు కొట్టుకుంటూ తోసుకుంటూ ఇజ్రాయేల్ దేశానికి నేను నా కుటుంబం వెళ్ళాం ఆ దేశంలో నా దగ్గర ఒక నల్లటి బ్యాగ్ చిన్న బ్యాగ్ ఉంది దాంట్లో ఒక బైబిల్ ఒక ఐప్యాడ్ అది అది కూడా నేను మోయడానికి ఇటు అటు మార్చేవాడిని అదే నాకు బరువు అనిపించేది వెళుతుంటే చాలా కష్టమైపోయింది ఆ రోడ్డు మీద నడవడం ప్రభు ఎలా నడిచాడు ఎలా మోసాడు ఇవన్నీ నేను ఆలోచిస్తూ ఆయన సిలువైబడిన చోటికి గొలుగతాకు ఆ గబతానబడిన స్థలానికి తీసుకువెళ్తూ వెళ్ళాను ప్రభు వేలాడి తీసినటువంటి చోటును చూశాను ఆ తర్వాత ఆయన సమాధిలో పెట్టారు వాళ్ళు ఏమనుకున్నారంటే శిష్యులు మనం ఏదో ఊరట పొందడానికి మన మనసులు పట్టడానికి నేను మూడో రోజు లెగుస్తానని చెప్పాడు కానీ అలాంటి దెబ్బలు తిన్నవాడు అలాంటి దెబ్బలు తిన్నవాడు సిలువుపై వేలాడినవాడు ఆఖరి దానికి సిలువ మీద దించితే ఏదో ఒక తోలు సంచి వేలాడినట్లుగా వేలాడిపోతున్నాడు ఆయన ఆయనలో శరీరంలో ప్రాణము జీవము లేసమైనా లేదు తండ్రికి తన ఆత్మను అప్పగించి ప్రాణం విడిచిపెట్టాడు అలా వేలాడిన ప్రభువును వాళ్ళు మోసుకుంటూ ఆ సమాధిలోకి తీసుకెళ్లారు గుడ్డలు చుట్టేసి ఇక ఒకవేళ మెలకు వచ్చినా ఇంకా లాభం లేదు ఒకవేళ బ్రతికిన ఆ రాయి మూసేసి ఉంటే లోపలికి గాలి వెళ్ళదు ఉక్కిరి బిక్కిరి ఎవడైనా సావాల్సిందే అలాంటి సమాధిలోకి ఆయనను పెట్టేశారు అయిపోయింది మన గురువు గారి పని మన యజమానుని పని అయిపోయింది అని చెప్పి వాళ్ళు చేతులు దులిపేసుకున్నాడు మూడవ రోజు ఆదివారం తెల్లవారుజామున సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు వెళ్ళారు ఆయనకు గౌరవాన్ని ప్రదర్శించడానికి మర్యాదను చూపించడానికి ఆ మూడవ దినాన సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళుతూ స్త్రీలు మాట్లాడుకుంటున్నారట ఎందుకు ఎప్పుడైతే ఆయన దెబ్బలు కొట్టి ఆయన చంపేశారో వాళ్ళు ఏమనుకున్నారు నెక్స్ట్ టార్గెట్ మనమే అనుకున్నారు మన గురువునే వాళ్ళు ఇలా చేస్తే మన పని ఏంటి అని చెప్పి వాళ్ళు రహస్య స్థలాల్లో గదుల్లో తలుపులు వేసుకొని కూర్చున్నారు ఏడుస్తూ కూర్చున్నారు బలహీనపడిపోయారు కృంగిపోయారు అయిపోయిందిరా అని ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకొని ఏడుస్తున్నారు కానీ ఈ స్త్రీలు తమను తాము ధైర్యపరుచుకొని ఆ సమాధి దగ్గరికి వెళుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు పేతురు యోహాను యాకోబు అంద్రయ అంతా అక్కడ లోపల ఏడుస్తున్నారు మనమేమో స్త్రీలం మనం అబలలం మరి ఆ రాయి ఎలాగునా దొర్లించాలి మనం ఆ రాయిని దొర్లించే శక్తి మనకు లేదు అక్కడ ఉన్నటువంటి సైనికులు ఒప్పుకుంటారో లేదో ఇలాగున మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ వాళ్ళు అక్కడికి వెళ్ళారు వాళ్ళ కన్నులకు ఆశ్చర్యం వాళ్ళ కన్నులకు ఆశ్చర్యం ఎవరో సమాధి రాయిని దొల్లించాల్సిన పని లేదు ఎవరిని అడగాల్సిన పని లేకుండా రాయి దొల్లించబడి వాళ్ళు లోపలికి పరిగెత్తుకొని లోపలికి వెళ్ళి ఆ సమాధిలోకి తొంగి చూస్తే అక్కడ ప్రభు లేడు ప్రభు లేడు వెళ్ళి ఆ గుడ్డలు ముట్టుకొని ఆయన నువ్వు చుట్టినటువంటి ఆ ప్రేత వస్త్రాలను అక్కడ పడున్నాయి వాటిని తడిమి ఎవరైనా ఎత్తుకుపోయారా అని వెనక్కి తిరిగితే అక్కడ దేవుని దూత ప్రత్యక్షమై అంటుందమ్మా మీకు మీకు జ్ఞాపకం లేదా ఆయన మీతో చెప్పినటువంటి విషయం మీకు గుర్తు లేదా తాను సిల్వ మరణం పొంది మూడవ రోజు తిరిగి లెగుస్తానని చెప్పిన మాట మీకు జ్ఞాపకం లేదా ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టు ఆయన లేచి తాను చెప్పినట్టుగా ఆయన లేచి ఉన్నాడు ఇంకో చోట అంటాడు సజీవుడైన వాణిని మృతులలో మీరు ఎలాగో వెతుకుతున్నారు దేవుని స్తోత్రం చెల్లించండి అక్కడ చూస్తే ప్రభు శరీరం ఖాళీగా ఉంది ప్రభు సమాధి ఖాళీగా ఉంది ఆ ఖాళీ సమాధిని చూచి వాళ్ళు వెనకకు బయలుదేరారు తలుపులు వేస్తుండగా ప్రభు లోపలికి వచ్చాడు ప్రభు లోపలికి లోపలికి వచ్చాడు ఆయన లోపలికి వచ్చాక వాళ్ళు భూతమని భయపడ్డారట ప్రభు అన్నాడు భూతానికి రక్త మాంసాలు ఉండవు ఇదిగో నా శరీరం తాకి చూడండి ప్రభువారు అక్కడ అర్థమయ్యే మాట ఏంటంటే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నీ దగ్గరికి ఎవ్వరూ రాలేని చోటులో నువ్వు ఉన్నా నువ్వు బంధింపబడి ఉన్నా నీ ఉన్న చోటకి ఎవరైనా రాగలిగిన వాడు ఉన్నాడంటే ఆయన ఏసయ్య ఆ ప్రభు వారు వాళ్ళ మధ్యలోకి వచ్చి మాట్లాడాడు రకరకాలుగా వారికి ప్రత్యక్షమయ్యాడు లుకాసు ఇరవై నాలుగో అధ్యాయంలో ఎరుషులేము ఆమెడు దూరంలో ఉన్న అమ్మాయి గ్రామానికి వెళుతున్న శిష్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ బలహీనమైన మాటలు చెప్పుకుంటూ మన ప్రభువుని చంపేశారా ఎలా కొట్టేశారో చూసావా ఎలా చంపేశారో చూసావా అని ఇక ఆయన ఎలుగుస్తాడు అంతంత దెబ్బలు తిన్నవాడు అని చెప్పుకుంటూ ఈ వీపు ఆయన రుద్దుతుంటే అతను ఇతని వీపు రుద్దుతున్నాడు అంత ఎవరో అన్నాడు you scratch my back and I will scratch your back అని నా వీపు గోకు నేను నీ వీపు గోకుతా బలహీనపరుచుకుంటూ మాట్లాడుకుంటుంటే యేసు తానే దగ్గరకు వచ్చి వారితో నడుస్తూ మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్న విషయాలు ఏంటి సంగతులు ఏంటని అడిగాడు వాళ్ళు పిలవకుండానే వాళ్ళకి తెలియకుండానే ఆయన వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సంభాషణలో మాట కలిపాడు రైల్లో ప్రయాణం చేస్తుంటే చాలా మంది ఎదురుగుండా కూర్చొని పక్కన కూర్చున్న వాళ్ళు మాటలు కలుపుతూ ఉంటారు అలా మాటలు కలపడం మొదలు పెట్టాడు మీరు మాట్లాడుకున్న సంగతులు ఏంటయ్యా ఎవరు చెప్పుకుంటున్నారు వాళ్ళు అంటారు చూడటానికి ఎరుసలేము కాపురస్తుల్లాగా ఉన్నావు నేటికి మూడు దినాల క్రితం జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగువా నీకు ఎక్కడికైతే ఆశలు పడింది అవడం పడ్డవాడెవడు దెబ్బలు తిన్నవాడెవడు చంపబడిన వాడెవడు సమాధి చేయబడిన వాడెవడు వాడు ఉద్దేశ్యం ఏంటంటే ఏసయ్య సమాధి చేయబడ్డానికి అయిపోయింది ఆయన చాప్టర్ ఇస్ క్లోజ్డ్ కానీ యేసు తానే దగ్గరికి వెళ్ళి మోసే ధర్మశాస్త్రము మొదలుకొని ప్రవక్తలు కీర్తన కాడు చెప్పిన సంగతులన్నీ వారికి జ్ఞాపకం చేసి తాను మూడవ దినాలకు తానన్న సంగతి వాడు గుర్తు చేసి వాళ్లను బలపరిచాడు వాళ్ళు లోపలికి తీసుకువెళ్ళి అన్నారు వెళ్ళిపోతున్న ప్రభువుని చూసి అంటాడు ఆకండయ్యా చీకటి పడిపోతుంది ఈ రాత్రి మాతో ఉండండి అని ఆయనను తీసుకువెళ్ళారు లోపలికి వెళ్ళి ఆయనకు భోజనం పెట్టారు చుట్టూ కూర్చున్నారు ఆ ఇద్దరు ఆ ఊర్లో లేక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చున్నారు భోజనానికి వాళ్ళు అలా కూర్చొని ఉండగా ప్రభు అయిన ఎస్సయ్యా ఒక రొట్టెని ఎత్తుకొని స్తోత్రం చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లి దాన్ని విరిచి దానిని విరచి పంచి పెట్టగా వారికి పంచి పెట్టాడు వారి కన్నులు తెరవబడి ఆయన కళ్ళు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు వెంటనే ఆయన అక్కడి నుండి అదృశ్యుడైపోయాడు కూర్చున్న చోటును మాయమైపోయాడు ప్రభు మాయమైపోగానే వాళ్ళు అంటారు రే ఆయన త్రోవలో మాట్లాడుచు మార్గములో త్రోవలో ఆయన మాట్లాడుచు లేఖనములను మనకు బోధించున్నప్పుడు లేఖనాలు ఆయన బోధిస్తుంటే మన హృదయం మనలో మండుచుండలేదా మండలేదా అని ఒకరితో ఒకటి చెప్పుకొని దైవం కలగలేదా దేవుడు ఆయన మనతో మాట్లాడబడు ఎంత ధైర్యం వచ్చిందిరా ఎంత ఆదరణ కలిగిందిరా ఎప్పుడు ప్రభు నీతో మాట్లాడినా ఆయన నిన్ను ఆదరిస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు నిన్ను బలపరుస్తాడు ఆయన స్తోత్రం చెప్పాడు ఒకసారి అరెలుయ్యా ప్రిలరా ప్రభు అయిన యేసు తన యొక్క పునరుత్నాన్ని అగుపరుచుకున్నాడు తిరిగి లేచి నలభై రోజులు కనబడ్డాడు ఆవిడికి రెండు సార్లు వాళ్ళకు కనబడ్డాడు తన శిష్యులకు రెండు సార్లు స్త్రీలకు కనబడ్డాడు పలుమార్లు అనేకులకు కనబడ్డాడు కానీ ఆయన శిష్యులకి రెండోసారి అమ్మాయి గ్రామానికి వెళ్తుంటే కనబడ్డాడు ప్రభు బిడ్లారా బైబిల్ చెప్తుంది ఏడుగురు గమ్యము లేక లక్ష్యము గురి కలిగినటువంటి ఆయన శిష్యులు ఒకటో చిన్నలో మనం చూస్తే ఆయన తనను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా ఆయన శిష్యులకి ప్రత్యక్షపరుచుకున్నాడు కింద వచ్చిన పద్నాలుగు వచ్చినలో యేసు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత లేచిన తర్వాత ప్రత్యక్ష చాలా జాగ్రత్తగా మీరు వినాలి యేసు ఎక్కడ లేచాడు మృతుల్లో నుండి లేచిన తర్వాత నుండి చావులో నుండి సమాధిలో నుండి తిరిగి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవ శిష్యులకు ప్రత్యక్షమవడం ఇది మూడవసారి నేను స్తోత్రం తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు తను తాను రుజువు చేసుకుంటున్నాడు అనేక మంది ఇండియా దేశంలో అనేక మంది యస్సును ఎరుగున వారికి ప్రత్యక్షమవుతున్నాడు అనేక మంది పాకిస్తానీలకు ప్రభు ప్రత్యక్షమవుతుంటే ముస్లింలు ఇప్పుడు ప్రభు నమ్ముతున్నారట వేల సంఖ్యలో ప్రియులరా ప్రపంచమంతా కూడా ఆయన ప్రత్యక్షత ద్వారా ఆయన వాక్యోపదేశము ద్వారా ప్రభులోకి వస్తున్నారు ఇవాళ మహామహా మేధావులు సైంటిస్టులు ఏసే నమ్ముతున్నారంటే వాడు పిచ్చోళ్ళే నమ్మట్లా అరే ఆడకి చదువు లేదు అందుకే నమ్ముకున్నారు మోసపోయి నమ్ముకున్నారు అంటానికి ఈ సైంటిస్టులు ప్రభుని నమ్ముతున్నారు ఏడు పిహెచ్డీలు చేశాడట ఒక ఆయన మహామేధావి గొప్ప డాక్టరేట్లు చేశాడు ఆయన సియోల్ కొరియాకు వెళ్ళి ఎపిస్టమాలజీ అనేటువంటి అంశాన్ని విన్నాడు వాట్ యు నో నీకేం తెలుసు అనే అంశాన్ని విన్నాడు ఆ తర్వాత పాల్ యాంగిచవ్ గారి ఆఫీసులోకి వెళ్ళి అయ్యా ఇదంతా లోకంలో దొరుకుతుంది నాకు ఈ సబ్జెక్టు నాకు యేసును గురించి చెప్పండి అన్నాడట అన్ని డిగ్రీలు చేసినాడు ప్రభు నువ్వు నమ్ముకున్నాడు ఆ రోజు ప్రిలారా నేను చెప్పే మాట వినండి ఆ ప్రభు తిరిగి ప్ర లేచి తన శిష్యులకు అగపడ్డం మొదలుపెట్టాడు అయితే అగపడినప్పటికీ కూడా కొంత వాళ్ళు వాళ్ళు భ్రాంతిలో ఉన్నామని భ్రమలో ఉన్నామని వాళ్ళ భయాన్ని బట్టి ఆకున్నటువంటి ఆయన పడినటువంటి ఆ బాధ ఆయన తిన్న దెబ్బలు ఆయన చచ్చిపోయిన చావు కళార చూశాక ఆయన తిరిగి లేచాడు నమ్మలేకపోతున్నారు అందుకే ప్రభు ఏమన్నాడంటే వాడికి ప్రత్యక్షమై మిమ్మల్ని నేను కలుసుకుంటాను గలలియాకు వెళ్ళండి అన్నాడు వీళ్ళు గలలేకు వెళ్ళిన వీళ్ళు వీళ్ళకి ఏమనిపించిందంటే ఒరే ఏడుగురు కలిసి వెళ్ళారు పని చేద్దాం ప్రభు మనం కలుసుకుంటా అన్నాడు కదా గలలియా ప్రాంతంలో ఆయన వచ్చేటప్పటికి మనం ఒక పని చేద్దాం సముద్ర తీర ప్రాంతానికి వెళ్దాం మన పాత అలవాటు ఉన్న చోటికి మనకెప్పుడు అలవాటు ఉన్న చోటికి వెళ్దాం తిబరియా సముద్రం దానిని గలలియా సముద్రం అని కూడా పిలుస్తారు ఆ గలలియా సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళి ఒక గట్టున కూర్చున్నాను ఒడ్డున కూర్చుని ఆ సముద్రపు గాలి వీస్తుంటే హాయిగా ఆ గాలి పీలుస్తూ పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి ఎలాగున మనం నేను వలలు వేశాను ఎలాగున నేను పరిచర్య చేశాను ఎలాగున నా వ్యాపకం సాగింది ఎలాగున నా యొక్క వ్యాపారం సాగింది ఇవన్నీ గుర్తుకొచ్చాయి అలా గుర్తుకొచ్చి దానికి ముందు లేదా ఆ సమయంలో కూడా పేతురు చెప్పు ఉంటాడు ఎందుకంటే మత్తయ్య ఉన్నాడు అక్కడ మత్తయ్య కూడా ఉన్నాడు ఆ గుంపులో ఏడుగురు శిష్యుల్లో మత్తి ఉన్నాడు తోమ ఉన్నాడు ఫిలిప్ ఉన్నాడు అందరై ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ గుంపులో మత్త ఎవరంటే పన్నులు వసూలు చేసుకునేవాడు ఇతనికి చేపలు పట్టడం రాదు నాకు రాదు ఆయనకి రాదు అక్కడికి వెళ్ళి కూర్చుంటే పేతురు చెప్తున్నాడు రే ఇలా పట్టుకొని నేను వలలా వేస్తే వలలా లాగుతుంటే గంపలు గంపలు చేపలు మాకు వచ్చేవి నేను చాలా నైపుణ్యం కలిగినటువంటి చేపలు పట్టే జాలరిని I most expert and I most experienced నేను నాకు చాలా మేధాశక్తి ఉంది చాలా అనుభవం ఉంది చేపలు పట్టడంలో ఇవన్నీ చెప్పి ఖాళీగా ఇలా కూర్చోవడం నాకు ఇష్టం లేదు అందులోను ప్రభు వెళ్ళిపోయాడు కనుక చనిపోయాడు కనుక మా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి కనుక నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోతాను ఏమన్నాడంటే ఐ గో ఫిషింగ్ అన్నాడు నేను చేపలు పట్టడానికి పోవుదునని చెప్పాడట చేపలు పడతాం వెళ్తావా మేము ఇక్కడ కూర్చొని మేమేం చేస్తాం నువ్వు గొప్ప ఎక్స్పర్ట్ కనుక నువ్వు వల వేసాక ఆ వల లాగడానికి మేము సహాయం చేస్తాం నాకు చేపలు పట్టడం రాదు రాదు కానీ నేను వలలాగి అన్నాడు మత్తయ్య లెట్స్ గో వీళ్ళు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకొని వారు చేపలు పట్టడానికి వారు వెళ్ళారు ఆ సముద్రపు గాలి ఆ చేపల వాసనంతా వస్తుంది పేతురికి అలా వచ్చినప్పుడు ఇక పేతురికి ఆగబుద్దే ఇలా లేచాడు తన వలను తీసుకున్నాడు దోనెక్కాడు వాళ్ళు అన్నారు మేము కూడా వస్తాం వాళ్ళు బయలుదేరారు ఒక విషయం ఏంటంటే వాళ్ళు అతను ఏదో ఒక ప్రయత్నాన్ని అక్కడ చేసినట్లుగా మనం చూస్తాం అప్పుడు వాళ్ళు అన్నారు we go with you we also go with you మేము కూడా వస్తాం అన్నాడు కొంతమంది మాట్లాడే మాటలు వాళ్ళు చెప్పే విధానం కొంతమందికి వాళ్ళను వెంబడించేటట్లు చేస్తాయి కొంతమంది ఆయన వెనకాల పరిగెత్తేటట్లు చేస్తాయి ఈ మనుషుడు వెళుతుంటే పేతురు వెళుతుంటే ఎందుకంటే పేతురుని వీళ్ళు చూచారు కొన్నర మూడున్నర సంవత్సరాలు కొంత తనమున్నప్పటికీ పేతురు ప్రభువును వెంబడించాడు పేతురు ప్రభు కోసం చేసిన కార్యాలు వాళ్ళు కళ్ళారో చూశారు పేతురు వ్యక్తిగత నాకు పేతురు అంటే కూడా చాలా ఇష్టం పేతురు ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఈ ప్రభువును విడిచిపెట్టి లుకాసు వార్త ఐదవ అధ్యాయంలో మనం చూస్తే వలలు మళ్ళీ వేయడానికి వెళ్ళిపోయాడు చేపలు పట్టడానికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మళ్ళీ ప్రభువును వెంబడించట్లుగా మనం చూస్తాం చాలా బహు సమూ జన సమూహాలు ప్రభు ఆ సముద్ర తీర ప్రాంతం ఉన్నాడని విని ప్రజలందరూ వాళ్ళ పనులన్నీ ఆపేసుకొని పరుగులు పెట్టుకొని వెళ్ళారు ఆయన బోధ వినటానికి ఆయన మాటలు వినటానికి వెళ్ళి వెళ్తే ఆయనకి ప్రజలకి మధ్యలో అడ్డేమీ లేదు పడుతున్నారు ఒక స్టేజీ లేదు తను కుడివైపుకు చూస్తే సీమోను పేతురు అతను పేరు సీమోను పేతురు ఆ పేతురు బైబిల్ సీమోను అని అన్నాడు ఆ సీమోను తన వలలు కడుక్కుంటున్నాడు గమనించాడు సీమోను సీమోను అని పిలిచాడు అక్కడ దోణను చూశాడు ఖాళీగా ఒడ్డున దోణను చూశాడు సీమోను దోణను చూసి ఖాళీగా ఉంది కదా దీన్నే ప్లాట్ఫామ్గా చేసుకుని స్టేజీగా చేసుకుని నేను కసేపు వీళ్ళతో మాట్లాడేద్దాం అనుకొని తోనెక్కేలా సీమోను దగ్గరికి వెళ్ళి సీమోను నీ దోణిని కొద్దిసేపు నేను వాడుకోవచ్చా నీకు ఇష్టమైతే ఈ దోనెను లోతుకి పోనివ్వమన్నాడు లోతుకి తొయ్ నీళ్ళలో తొయ్యమన్నాడు ఎంత జెంట్లుమేనో చూడండి కొంతమంది ఉంటారు ఆంటీ ఆంటీ అనుకుని తలుపులు తోసుకొని వెళ్ళిపోతారు కొంతమంది తలుపు కొట్టరు మోసుకొని వెళ్ళిపోతూ ఉంటారు చొచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఎస్ఐ ఎలాంటి దేవుడో చూడండి సిమోను నీ దోనెను నాకు కొద్దిసేపు అరువిస్తావా అని అడిగి అతడు లోతుకు తోసాక అతని ఇష్టత అలా చూపించాడు వెళ్ళెక్కు బాబు అది ఎక్కి ప్రభు బోధ చేశాడు వాక్యోపదేశం చేశాడు అలా చేసిన తదుపరి ప్రజలందరినీ పంపించి సీమోన్తో అంటున్నాడు సీమోను వాడుకోవడానికి నీ దోణిని నాకు ఇచ్చావు కదా ఈ దోణిని కొంచెం లోపల తీసుకెళ్ళవయ్యా ఏమనుకున్నాడంటే పేతురు పాపం అలిసిపోయాడు కదా చెమటలు పట్టేశాయి చల్లటి గాలికి అలా తిరుగుదాం అనుకుంటున్నాడు ప్రభు అనుకున్నాడు చాలా పర్యాలు నేను బందరు వెళ్తే బందరు కోట ప్రాంతానికి తీసుకెళ్ళి ప్రార్థనలు చేయించుకొని దోణుల మీద తీసుకెళ్తారు దోనెక్కాక వలలకి వాడికి ప్రార్థన చేయించుకుంటారు ఆ తెడ్లకి ఆ తెరచాపకి వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు నాతో ప్రార్థన చేయించుకొని మోటార్ ఆన్ చేసి లోపలికి తీసుకెళ్తారు ఆ చల్లటి గాలిలో తిప్పుతారు నన్ను అలా ప్రభు చల్లగాలికి తిరుగుదాం అనుకుంటున్నాడు అనుకొని సరే అని చెప్పి తన వల అన్ని అక్కడ వదిలేయకుండా అందులో పడేసి వీళ్ళిద్దరూ తన తన జట్టు వాళ్ళందరిని ఎక్కించుకొని వాళ్ళు బయలుదేరారు వాళ్ళు బయలుదేరి హా గల్ల సముద్రం లోపలికి వెళ్ళాక లేక సముద్రంలోకి వాళ్ళు వెళ్ళాక ప్రభువారు అన్నారు నీ వలను ఇటువైపు వేయమై అన్నాడు వల వేయమంటే పేతురు అంటాడు ప్రభువా రాత్రంతా కూడా మేము పడ అనేక దినాలుగా నేను శ్రమ పడుతున్నాను ఒక్క చేప దొరకలే నాకు అని ఆయన వైపు చూచి ఆయన మాట కాదనలేకపోయాడు నీ మాట చెప్పున నేను వల వేస్తానన్నాడు ఎంతమంది వింటలేదు వాళ్ళ స్తోత్రం చెప్పండి ఒకసారి మీరు వింటలే నాకు బాగా అర్థమైంది మీ మనసుల్లో భోజనాలు కదులుతున్నాయి నేను ముగిస్తే తప్ప ఆయన భోజనం పెట్టడం చెప్పండి వింటున్నామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి వింటున్నారా వింటున్నారా నీ మాట చెప్పు నేను వేస్తానని చెప్పి వల వేయగానే ఆ వల బరువు ఎక్కువ అయిపోయింది ఎప్పుడు బరువెక్కనంత బరువు ఎక్కువైపోయింది అది చూచి కంగారు పడ్డాడు ఏ దుంగో వల్ల ఉంటుంది అనుకుని ఉంటాడు మన వాళ్ళం అయితే మనలాంటి వాళ్ళం అయితే అది లాగుతుంటే లాగలేకపోతున్నాడు కొంచెం కొంచెం లాగుతున్నాడు శక్తి అంతా కూడ తీసుకొని తన తోటి వాళ్ళతో లాగుతుంటే చేపలు ఎగురుతున్నాయి వలలో ఉన్న చేపలు అది చూడగానే హృదయం ఉప్పొంగిపోయి ఆ వేరే వేరే దోణెల్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా చేపలు పడక నిరాశతో వెళ్ళిపోతుంటే ఆ వాళ్ళను చూసి పిలుస్తున్నారు తోటి వాళ్ళని పిలిచి మాకు సహాయం చేయడానికి రండి పిలిచారు వాళ్ళు కూడా వచ్చారు ఈ వలను లాగితే పేతురు దోనంతా నిండిపోయిందట సహాయం చేయడానికి వచ్చిన వారి దోణెలు కూడా నిండిపోయాడు దేవుని స్తోత్రం కనుగొనగా అలాగో వలలు లో ఉన్న చేపలతో పట్టినటువంటి దాన్ని వాళ్ళు దీవించబడి ఆ దోణులంత నిండిపోయి దీవించబడ్డారు పేతురు ప్రభు యొక్క పాదాల మీద పడిపోయి నేను పాపాత్ముని ప్రభు నన్ను విడిచిపో నేను నిన్ను వదిలిపెట్టినాను నన్ను వదిలిపెట్టలా నేను నిన్ను తిరస్కరించి వెళ్ళిపోయినా నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టలేదని చెప్పి ఆయనను వలలు అన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించాడు దేవుని స్తోత్రం కనుగొనగా ప్రిలరా అదే పేతురు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నాడు ధోనిలో ప్రయాణం చేస్తున్నాడు శిష్యులతో తన తోటి వారితో ప్రయాణం చేస్తున్నాడు ప్రభు అన్నాడు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తానని చెప్పి తన శిష్యులను పంపించాడు ఆయనకు వెళ్ళేటప్పటికీ సముద్రంలో అలలు పొంగి వస్తున్నాయి కెరటాలు తన్నుకొస్తున్నాయి ఎదురుగుండా ఏదో ఆకారం నడిచి వచ్చేస్తుంది ఏదో ఆకారం నడిచి వస్తుంది ఆకారం నడిచొస్తుంటే ఈ పేతురు శిష్యులు చూసి పోతూ అని భయపడుతుంటే ప్రభు అన్నాడు నేను దిస్ ఇస్ మీ నేనయ్యా భూతాన్ని కాదు మీ యేసుని అని చెప్పి వాళ్ళు వాళ్ళకి ధైర్యం చెప్తే ప్రభువును చూచిన పేతురు అంటాడు నువ్వే అయితే నన్ను కూడా నీ వలే నేల మీద నడిపించమన్నాడు నీటి మీద నడిచి వచ్చేస్తున్నాడు ఆయనకి పడవక్కర్లా ఆయనకి తెడ్లక్కర్లా ఆయనకి కింద ఎలాంటి కర్ల నీళ్ల మీద నడిచి వస్తుంటే ప్రభువా నువ్వే అయితే నన్ను కూడా నడిపించమన్నాడు ప్రభు అన్నాడు రా కమాన్ వెంటనే ధోనిలో నుండి తన అడుగు బయట పెట్టాడు దేవుడు అదే రాత్రి నీతో చెప్తున్నాడు నీ ధోనిలోంచి బయటకు రా యేసును చూచావా నీ ధోనిలోంచి బయటికి వచ్చాయి నీ కష్టాల నుండి బయటికి రా నా పనిను మానేస్తే నా వ్యాపకాన్ని వదిలి వస్తే ఈ కూటానికి నా ఇంట్లో పని మానేసి వస్తే ఎలా you see the power of God దేవుని యొక్క శక్తిని నువ్వు చూడగలుగుతావు దేవునికి రాత్రి ధైర్యం గుండె ధైర్యము కలిగి పరిపూర్ణ విశ్వాసం కలిగిన స్త్రీలు పురుషుల కోసం చూస్తున్నాడు ఎవరు తమ ధోనిలో బయటకు వస్తారా తమ జీవితంలో ఉన్న ఇరు కాటల నుంచి బయటకు వస్తారా ప్రభు చూస్తున్నాడు ప్రభు నమ్మితే నాకైనా మేలు కలుగుద్దా ప్రభు నమ్మితే నాకు సహాయం లభ్యమవుద్దా పేతుల్లాగా డేరింగ్ స్టెప్ తీసుకోవాలి ధైర్యం అని అడుగు వేయాలి విశ్వాసం అడుగు వేయాలి ఆ ప్రభు పేతురును నీళ్ళ మీద నడిపించాడు ప్రియులరా అదే పేతురు ఇందాకే చెప్ప పేతురు అంటే నాకు ఇష్టమని ఆ పేతురు ప్రభు చేసిన అద్భుతాలన్నీ చూశాడు కానీ మలుకు యొక్క చెవి నరికేశాడు అలాంటి తప్పిదాలు ఉన్నాయి కానీ పేతురు అంటే నాకు ఇష్టం ఎందుకంటే ప్రభు కోసం వీరోచితమైన కార్యాలు చేశాడు ఈ పేతురు సముద్ర బొడ్డును కూర్చొని నేను చేపలు పడటానికి వెళ్ళిపోతానన్నాడు అలా చేపలు పట్టడానికి బయలుదేరినటువంటి పేతురు ఆయనను వెంబడించిన శిష్యులు ఆ దోణి ఎక్కి వారు గాలించడం మొదలుపెట్టారు గలలయ సముద్రం అంతా వల వేయడం మొదలుపెట్టాడు వల వేయడానికి వెళ్ళి ఈ పేతురు వాళ్ళతో చూసున్నాడు మంచి చీకటి చెమ్మ చీకటి వాళ్ళెత్తుకొని మత్తైతో చూస్తున్నాడు నా అనుభవం ఇప్పుడు చూడబోతున్నావు నా అనుభవం ఎంత గొప్పదో నువ్వు చూస్తావు ఇప్పుడు ఇదిగో అని చెప్పి ఆ వలన పట్టుకొని అని వేశాడు అది వెళ్ళి సముద్రంలో పడగానే కొద్దిసేపు దాన్ని లాగడం మొదలు పెట్టాడు ఏమొచ్చిందో తెలుసా ఖాళీ వచ్చింది మళ్ళీ రెండోసారి వేశాడు మళ్ళీ లాగుతున్నాడు ఖాళీ వచ్చింది మీరు తర్వాత చూస్తే పేతురు ప్రభువును గురించి విని ధోనిలోంచి దూకి ఎదుకుంటూ వెళ్ళాడట ఎలా ఉన్నాడో తెలుసా దూకినప్పుడు విభస్త్రుడై ఉన్నాడట మొత్తం బట్టలు నిప్పేశాడు వేస్తున్నంతసేపు పడట్ల చేపలు పడక ఫ్రస్ట్రేషన్కు గురైపోయాడు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది చ ఏమైపోయింది నా అనుభవం ఈ మధ్య కొంచెం ప్రాక్టీస్ తప్పింది కదా అందుకనే ఇలా పోతున్నాను పట్ల పోతున్నాను మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తాను మళ్ళీ లావు చేపలు పడట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పేశాడు ఇక తెల్లవారిపోతుంది మసక మసక వెలుతురు వస్తూ ఉంది ఇంకా బయట చీకటి ఒడ్డున చీకటి కనబడుతూ ఉండగానే ఇంకా ఇంకా ఇంకా వెలుతురు రాలా పూర్తిగా అలా సూర్యుడు ఉదయిస్తుండగా యేసు ధరిని నిలిచెను యేసు వచ్చేసాడు దేవుని స్తోత్రం కలుగునుగా జీసస్ కేమ్ ఒడ్డుకి ప్రభు వచ్చేసాడు ఆ చీకట్లో ఆ తెల్లవారుజామున ప్రభు అనేక అడుగుల చప్పుడు వినబడ్డం మొదలు పెట్టాయి టక్ టక్ టక్ అని ఆ అడుగుల చప్పుడు చూచారు వీళ్ళు ఒడ్డుకు వస్తుంటే ఆ ఒడ్డున ఉన్న ఆయన చూసి అంటున్నాడు అయితే ఆయన చిన్న పిల్లలారా భోజనంకు మీ వద్ద ఏమైనా భోజనం చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉందా హలే మీ దగ్గర ఏమైనా ఉందా తినటానికి ఈ రాత్రి మీరు భోజనం చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని ప్రభు ఒక ప్రశ్న వేశాడు ఒకసారి ఒక నిమిషం దేవునికి వందనాలు చెప్దాం ఒకసారి నువ్వు బాగున్నప్పుడు నీకన్నీ సాగుబడవుతున్నప్పుడు నీకన్నిటిలో సంతోషంగా ఉన్నప్పుడే కాదు వేసే వచ్చేది నువ్వు కష్టంలో ఉన్నప్పుడు వస్తాడు ఆయన నువ్వు వేదనలో ఉన్నప్పుడు వస్తాడు ఆయన నీ బలహీనతలో వస్తాడు ఆయన అటువంటి ప్రేమించే ప్రభుకు స్తోత్రం చెబుదాం ఒకసారి అరే ప్రభు అంటున్నారు ప్రియులారా చిన్న పిల్లలారా భోజనంకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని ప్రభువును గుర్తించలేకపోయారట వాడు ప్రభువును గుర్తించలేకపోయారట వాళ్ళు గుర్తించలేకపోగా వాళ్ళు ప్రభు వైపు చూస్తూ ఎవరో అనుకున్నారు ఆ స్వరాన్ని గుర్తుపట్ల అప్పుడు ప్రభు అంటున్నాడు మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా ఏమి ఆయనకు తెలియక ఈ ప్రశ్న అడుగుతున్నాడా he's all knowing God he's an omniscient ఎరిగిన ఎరిగినవాడు సర్వజ్ఞానము కలిగినవాడు తెలియక అడగడు ఆయనకి తెలియక అడగడు వాళ్ళకు అసలు తెలుసా లేదా అడుగుతున్నాడు అదమ్మా నువ్వు ఎక్కడ హాగరు నువ్వు ఏమడిగాడు హాగరు ఎవరు పూర్తి చేయలేరా ఎక్కడికి నుంచి ఎక్కడికి పోతున్నావు ఏలియా నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు ఏ స్కేలు ఈ ఎముకలు తిరిగి బ్రతుకుతాయా చిన్న పిల్లలారా మీ వద్ద తినటానికి ఏమైనా ఉందా ఈ రాత్రి నువ్వెక్కడున్నావు అడుగుతున్నా నువ్వేం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నా నీకు తెలుసా నీ ప్రయత్నాలు దేవుని బిడ్డలారా మనం చాలా సార్లు ఏమేమో చేస్తూ ఉంటాం దేవుని చిత్తమును తెలుసుకోకుండా చేస్తే ఖాళీ వలలతో ఉన్నట్టుగా నువ్వు కూడా ఖాళీగానే ఉండిపోతావు you must know the will of God దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అలాగున వాళ్ళు మా దగ్గర తినటానికి ఏమీ లేదని అని వాళ్ళు జవాబు ఇచ్చారు మా దగ్గర ఏం లేదయ్యా వి హావ్ నథింగ్ అప్పుడు ప్రభు అన్నాడు మీ వలను మీ వలను కుడివైపుకి వేయండి ప్రభు వారికి చెప్తున్నాడు ప్రభు అంటున్నాడు కుడివైపుకి వలవేయమన్నప్పుడు వేసిన వేయడానికి వల తీసి విసిరి ఇలా వేయగానే అది పడగానే చేపలు విస్తారంగా పడిన విస్తారమైన చేపలు పడ్డాడు దేవుని స్తోత్రం కలుగునగా వాళ్ళు వల లాగుతుంటే లాగలేకపోతున్నారట ఈ లోపులో యోహాన్ అంటున్నాడు ఆయన ప్రభు సుమి ఆయన ప్రభు సుమి అని ఆయనను ప్రేమించిన శిష్యుడని యోహాన్ అంటున్నాడు ఆయన ప్రభు ప్రభు ఒడ్డున ఠక్ ఠక్ అని శబ్దం వచ్చింది ఆ ప్రభు ఆయనే ప్రభు అని చెప్పి యోహన్ అంటున్నాడు ఆయనేనయా ప్రభు అనగానే పేతురు ఏం చేశాడో తెలుసా వెంటనే తన పైబట్ట తీసుకొని నీళ్ళ మీద విసిరి అందులో దూకేశాడు వాళ్ళ దాగుడ్డ చుట్టుకొని ఈదుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఈదుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్తే ఒడ్డున ప్రభువారు నిలబడిన ప్రభువారు పేతురుని దగ్గర తీసుకొని అప్పటికే ఒడ్డున చేపలు కాలుతున్నాయి రొట్టె కాలుతుంది ప్రభువ కాలిన చేపను రొట్టెను పేతురికిచ్చాడు తినమని ఆశ్చర్యపోతున్నాడు నీ దగ్గర మేము ఎంతో ప్రయాసపడుతున్నాం నేను వదిలిపెట్టేసి మా పాత పనిలోకి వెళ్ళిపోయాం అయితే నువ్వు చేప పట్టకల్లా నువ్వు మా కోసం ముందుగానే నువ్వు సిద్ధపరుస్తావు నీళ్లను ద్రాక్షరసంగా మార్చి విందు ప్రధానికి ఇస్తే ఏమన్నాడు తెలుసా అందరూ మంచి రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు నీ దగ్గర మంచి రసం దాచుకున్నావు అన్నాడు God has restored a blessing for you నీ కొరకు ఆయన దాచించిన మేలు చాలా గొప్పది ఒడ్డుకు వెళ్ళేటప్పటికి రొట్టె కాలుతుంది చేపలో వేపుడు ప్రభుతో కూర్చొని ఒక్కొక్క ముక్క తింటూ ప్రభు అనువడు తిన్న ఆయన ఇద్దరు తింటున్నారా ఈ లోపల శిష్యులు వల తీసుకొని చేపలతో నూట యాభై మూడు పెద్ద పెద్ద చేపలు దొరికాయి వాటి తీసుకుని ఒడ్డుకొచ్చారు ప్రభు అన్నాడు మీరు పట్టిన చేపలు కొన్ని పట్టుకురండి మీరు పట్టిన దానికి యూస్ ఉండాలిగా అని చెప్పి ఆ చేపల్ని కాల్చి వాళ్ళకు పెట్టాడు వాళ్ళ ఆకలి తీర్చాడు మన ఆకలి ఎవరు తీరుస్తారు అంటే ప్రభు అన్నాడు మీరు చేపలు పట్టక్కర్లా మీకోసం నేను ముందుగానే భోజనము సిద్ధపరుస్తాను నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదవు నా గిన్నె నిండి పొర్లుతోందంటాడు కాడు అలాగే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఒడ్డున నీ కొరకు సిద్ధపడుండగా స్టెప్ అవుట్ అట్ బోట్ ఆ బోటులో నుండి ఆ దోణిలో నుండి నీ లోకపు అలవాట్ల నుండి బయటకు అడుగు పెట్టి జీవమల దేవుణ్ణి వెంబడించు నిన్ను పోషించేవాడు ఆయన నిన్ను నడిపించేవాడు ఆయన నీకు సహాయము చేసే దేవుడు ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో హాలూయా ప్రిలరా ప్రభు నీ కోసం సిద్ధపరిచిన అద్భుతమైన ఆశీర్వాదాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి ఎంతో ప్రయాసపడుతున్నా ఎంతో అవస్థ పడుతున్నా ఎంతో కష్టపడుతున్నావు ఈ కుటుంబ సముద్రంలో ఈ కుటుంబాన్ని ఈదలేక చాలా బాధపడుతున్నా ఒంటరిగా నీ బిడ్డలను పెంచుకోవడం నీకు కష్టం ఉంది నీకున్నటువంటి పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నాయి లుక్అవుట్ లుక్అవుట్ వాచ్అవుట్ ఒక్కసారి ఒట్టుకు చూడు నీకోసం ఎస్సయ్యా ఎదురు చూస్తున్నాడు ఆయన అడుగులు చెప్పడు వినబడతా ఉంది పేతరు బయటకు వచ్చినట్టుగా దోణిలో నుండి నువ్వు బయటకు దూకేశాయి నీ అవస్థల నుంచి బయటకు వచ్చేసాయి నీ సమస్యల నుండి బయటకు వచ్చేసాయి నీ కష్టాల నుండి బయటకు వచ్చేసాయి నేనెవరు పోషిస్తారో పేతృకి చెప్పిన ప్రభు నీతో కూడా చెప్తున్నాడా నీ కొరకు దాచి ఉంచానా మేలా నీ పరిస్థితి మార్చబోతున్నాను నీ సమస్య నేను పరిష్కరించబోతున్నాను నీకు నా అవస్థలు తీర్చబోతున్నాను ఎన్నాడు కృంగిపోతావు ఎన్నాడు బలహీన పడతావు ఎన్నాడు కుంచుకుపోతావు లెమ్ము తేజ రిల్లుము యహోవా వెలుగు నీ మీద ప్రకాశింపనివ్వు హలెలుయా ప్రభు వారు ఎదురు చూస్తున్నారు హలో రాత్రంతా దాదాపు ప్రభువును సెలవు వేయడానికి ఆయన కొడుతున్న సమయం మొదలుకొని దాని బుధవారం లక్షవారం నుంచి ఆదివారం రాత్రి వరకు తిండి తెప్పలేవు ఆదివారం రాత్రి చేపలు పడటానికి వెళ్ళారు ఖాళీ కడుపులతో ఖాళీ వలలతో తిరిగి వస్తున్నారు తిరిగి తిరిగి వస్తున్నారు నిరాశ నిస్పృహలతో వస్తున్నారు ఏమంటున్నారంటే మన బ్రతుకు ఇలాగునా తెల్ల తెల్లవారిపోవలసిందే కానీ మనకు మంచి రోజులు రావురా అని వస్తుంటే ఒడ్డు నుండి స్వరం వినబడుతుంది కుడివైపు వలవై నువ్వు ఎలాగున బ్రతకాలో చెప్తాడు ఆయన ఎలాగ సంపాదించాలో చెప్తాడు ఆయన ఎలా పోషించబడాలో చెప్తాడు ఆయన ఎలా పిల్లలు పెంచుకోవాలో చెప్తాడు ఆయన ఎలాగ మీ కుటుంబాన్ని సాగించుకోవాలో చెప్తాడు ఆయన ఈ రాత్రి డైరెక్షించే దేవుడినితో మాట్లాడుతున్నాడు హలెలుయ్య ఆ ప్రభువారు వాళ్ళ ఒడ్డుకు తీసుకొని వెళ్ళి వాళ్ళ కడుపు ఆకలంతా తెచ్చాడు ఆ రోజు తిరిగి మళ్ళీ ఎప్పుడు వాళ్ళు మళ్ళీ దోని మీదకి వెళ్ళా సేవార్థమై దోని ఎక్కారేమో కానీ వాళ్ళ బ్రతుకు తెరువు కోసం తిరిగేప్పుడు వెళ్ళాల ఎందుకంటే ఆయన నమ్మిన వాళ్ళు ఎవ్వరు ఆకలి కొనరని బైబిల్ చెప్తుంది సింహపు పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏమేలైనా కొదువైనాయి కొదువై ఉండదు నిన్ను పోషించే దేవుడు నిన్ను నడిపించే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు నన్ను వెంబడించండి వాళ్ళని అన్నాడు నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేస్తాను నేను మళ్ళీ బేతనీకి తీసుకువెళ్ళి ఆయన ఆరోహణమే వెళ్ళిపోతూ నేను మరలా త్వరగా రాబోతున్నానన్నాడు సజీవుడైన ప్రభు త్వరగా రాబోతున్నాడు తను ఉన్న చోటికి మనం తీసుకుపోవడానికి ఆ ప్రభు ఉన్న చోటికి వెళ్ళడానికి ఈలోక మనము ఈ జీవన సంద్రంలో కొట్టుకుపోకుండా సాగడానికి మనల్ని నడిపించే ఒక రక్షకుడు కావాలి మనల్ని నడిపించే నాయకుడు కావాలి మనల్ని నడిపించే ప్రభు మనకు కావాలి ఆ ప్రభు నిన్ను పిలుస్తున్నాడు చాచిన చేతులతో నన్ను వెంబడించండి మీ చీకటంతా పోద్ది మిమ్మల్ని వెలుగులో నడిపిస్తాను నన్ను వెంబడించమని పిలుస్తున్నాడు మిమ్మల్ని నడిపించే దేవుడు ఈ రాత్రి పిలుస్తుండగా ఆ ప్రభు నేను వెంబడిస్తానయ్యా ఆయన నాకు కావాలి ఆయన నమ్ముకుంటాను అన్న వాళ్ళు ఎవరైనా ప్రభుని ఎరుగుని వారు ఉంటే మీ కుడి పైకెత్తి చూపించండి నేను మీకోసం ప్రార్థన చేస్తాను చేయెత్తిన తల్లి చేయి అలాగే ఎత్తించు బాగా ఎత్తాడు పైకి హలెలుయ్య నాకు ఆ ప్రభు కావాలన్న వాడు చేయి పైకెత్తండి ఎవరైతే చేయి పైకెత్తారో మీరు ఉన్న చోట లేచి నిలవబడండి లేచి నిలవబడి సహోదరుడు బయట కూర్చున్నా లేచి నిలవబడండి ప్రభువు నాకు కావాలన్న వాడు మీ చేయి పైకెత్తండి గొమ్మం దగ్గర హలెలుయ్య చేయెత్తిన లేచి నిలబడండి స్టాండ్ యూ ఫీట్ అక్కడ చేయెత్తుతున్నారు ఎవరో లేవండి పైకి నిలబడండి చేయెత్తిన లేచి నిలబడండి నాకేసే కావాలి ఆ ప్రభువును వెంబడిస్తాను ఆ ప్రభు నడిపించాలి నాకు శాంతి కావాలి సమాధానం కావాలి నెమ్మది కావాలన్న వాళ్ళు చే చేతిలో లేచి నిలబడే నిలబడిన వాళ్ళు ముందుకు రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తాను రండి ఇక్కడికి రండి మీకోసం ప్రార్థన చేస్తాను హాలేలుయ్య హాలేలుయ్య రావాలి త్వరగా రావాలి రండి బాబు రండి నాయన అక్కడక్కడ ఎవరు చివర ఎవరో చేయెత్తారు రండి చేతులు మరి రండి ముందుకు రండి హాలేలుయ్య ప్రభువా నన్ను క్షమించు నాయన నువ్వు లేవనుకున్నాను నువ్వు చచ్చిపోయావనుకున్నాను నువ్వు నాకేమి సహాయం చేయలేవు నువ్వు వెళ్ళిపోయావు కనుక చచ్చిపోయావు కనుక నాకేం సహాయం చేయలేవు అనుకొని నేను వెనకకు అడుగు వేస్తున్నాను రాత్రి నాతో మాట్లాడావా ప్రభువా నాకు నువ్వు కావాలయ్యా నాకు నువ్వు కావాలయ్యా నన్ను రక్షించయ్యా నా జీవితాన్ని బాగు చేయి ప్రభు అన్న వాళ్ళు రండి నేను ప్రార్థన చేయబోతున్నా తెలియక ప్రశ్నలు అడుగుతున్నావు అనుకుంటున్నా చాలాసార్లు మనం ఏమనుకుంటాం ప్రభుకు తెలియదు అనుకుంటాం ప్రభుకు తెలియదు అనుకుంటాం జాగ్రత్తగా వినండి మిద్దె మీద గదిలో వాళ్ళ పాప పడుకొని ఉంది వంటగదిలో కింద అమ్మ పనిచేస్తుంది ఈలోగున భయంకర గాలి దుమారం మొదలైంది కిటికీ రెక్కలు దబదబ కొట్టుకుంటున్నాయి చూస్తుండగానే కుండపోత వర్షం పడుతుంది మెరుపులు ఉరుములు ఆ శబ్దాలకి బిడ్డ భయపడుతుందేమో లేచిపోద్దేమో అని కొవ్వొత్తు వెలిగించి కరెంటు పోయి వెలిగించి ఆ మిద్దె మీదకు వెళ్ళి కొవ్వొత్తు టేబుల్ మీద ప్రక్కన పెట్టి వెలుగుతున్న కొవ్వొత్తు అక్కడ పెట్టి నెమ్మదిగా వెళ్ళి బిడ్డ లేవకుండా పక్కన ఆ తల్లి పడుకొని బిడ్డకు జో కొట్టడం మొదలుపెట్టింది ఒక గంట తర్వాత కరెంట్ వచ్చేసింది వర్షం ఆగిపోయింది ఉరుములు శబ్దాలు ఆగిపోయాయి కరెంట్ వచ్చేసింది అది నెమ్మదిగా పిల్ల లేవకుండా లేచి తార్పేసి వెళ్ళిపోతుంది గుమ్మం దాటిపోతుండే వెనక నుండి స్వరం వినబడుతుందమ్మా అయ్యో తల్లి లేపేసేనా భయమేసిందమ్మా నేను లేపేశానా అని చెప్పి వెనక్కి వెళ్ళి ఏమా అంటే అమ్మా నీకు ఎప్పుడు భయం వేసినా నా దగ్గరికి వచ్చేయే అందరి పిల్ల ఆ పిల్ల అనుకుంటుంది అమ్మ భయపడి వచ్చింది అనుకొని ఆ పిల్ల ధైర్యం లేక భయపడుతుంది మన తల్లి వచ్చింది మనం చాలాసార్లు ప్రభుత్వం ఏమి తెలియదు అనుకుంటున్నాం నీ గురించి ఏం తెలియదు అనుకుంటున్నావు నీ పరిస్థితి తెలియదు అనుకుంటున్నావు నువ్వు చేపలు పట్టలేకపోతున్నావని తెలియదు అనుకుంటున్నావు సమస్తమైనవాడు ఆయన ఆమ్నిషన్ గాడ్ సర్వజ్ఞుడు ఆయన నీ గురించి నీ చరిత్ర నీ భవిష్యత్తు అంత దేవుడు నీ ప్రస్తుతం తెలిసిన దేవుడు మాట్లాడండి రాత్రి ఆ ప్రభువుకి నీ నాతో ఈ మాటలు చెప్పండి ముందుకు వచ్చిన మీరు నోరు తెచ్చి గట్టిగా చెప్పండి ప్రియమాని ఏసయ్యా ఈ రాత్రి నాతో సూటిగా మాట్లాడిన నీ వాక్యమును బట్టి నీకు వందనాలయ్యా ఏసయ్యా నేను పాపిని ప్రభువ నా పాపం క్షమించయ్యా నా అపరాధం మన్నించు నువ్వు లేవనుకొని ఎక్కడెక్కడో వెదికాను ఎక్కడెక్కడో తిరిగాను నువ్వు సజీవుడు అయ్యావని తిరిగి లేచావని మరణమును జయించావని ఈ రాత్రి విన్నాను నా కోసం గుమ్మం దగ్గర వేచినావని ఇప్పుడు అర్థమైంది నా పరిస్థితి మార్చున ఆయన నా బాధలు తీర్చున్న ఆయన నా సమస్యలు పరిష్కరించిన ఆయన అయ్యా ఈ సమయంలో నా హృదయాన్ని పరిశుద్ధపరిచి నీ రక్తంతో కడిగి నీ బిడ్డగా నన్ను చేసుకోండి నాయన నా హృదయంలోకి తండ్రిగా దేవుడిగా ప్రభువుగా ఆహ్వానిస్తున్నాను ఇప్పటి నుండి నేను నీ బిడ్డగా ఉంటానయ్యా నన్ను నీ సత్యములో నడిపించి శాంతి సమాధానం నెమ్మది జయం దయచేయండి నా కుటుంబాన్ని కూడా రక్షించండి నీ కొరకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఏస్తున్నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మీరు మంది సంతోషం చపలు కొట్టి దేవుని మయంపరచండి హాలేలు హాలేలు హాలేలు ఎనిమిది మంది నాకు ప్రభు కావాలని వచ్చి ఈ కుటుంబాలను కోసం మనం ప్రార్థన చేద్దాం సత్యంలో నడిపిద్దాం దేవుడే నాకు ఇంకా ఇంకా బలంగా నడిపిస్తుంది దేవుడు కొంచెం ప్రభు వచ్చేస్తున్నాడు ప్రభు వచ్చి వేళయింది హెచ్చరికలు వినబడుతున్నాయి సునామీ హెచ్చరికలు వినబడుతున్నాయి యుద్ధ వాతావరణాలు కలుపుకొని వస్తున్నాయి ఎక్కడ చూసిన ప్రమాదాలు కలుగుతున్నాయి ఎక్కడ చూసిన భయంకర ఆకృత్యాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ సూచన ఏంటంటే ఏసయ్య త్వరగా వచ్చేస్తున్నాడు సంగమ మేల్కో సంగమ మేల్కో ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆయన రాకళ్ళు గాక ఆమె ప్రార్థన చేస్తాను మా తండ్రి రాత్రి ఇగో సభకొచ్చి నీ వాక్యం విని నేను ప్రభుగా రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలను దీవించండి సర్వసత్యులను నడిపించండి వారికి నాయన వారి పాపం క్షమించి వారి హృదయాన్ని శుద్ధి చేసి వాళ్ళ హృదయ పీఠం మీద నువ్వు ప్రతిష్ఠించండి నాయన నీవే వారి జీవితంలో ఉండి నడిపించండి వారి కుటుంబాలను కూడా రక్షించండి వచ్చిన ప్రియులందరినీ దీవించండి నీ సత్యలో నడిపించండి తండ్రి గత సంవత్సరం సభల నుండి ఈ సభల వరకు కాచి కాపాడ దేవా ఈ సభల నుండి మళ్ళా సభల వరకు నీ రాకడాల్సిన ఇక్కడ కాపాడి రాకడం సిద్ధపరిచి ఆయుత్తుపరచండి అలాగే నీ దాసులు జార్జి గారిని వారి కుటుంబాన్ని దీవించండి సజీని ప్రత్యేకించుకోండి నీ కొరకు సిద్ధపరిచే వాడుకోండి జార్జి గారిని బలపరచండి నాయన అభిషేకించి ఆరోగ్యంతో నింపి వాడుకోండి గొప్ప పరిచయలు పామరులో జరిగించండి కృష్ణా జిల్లా సెక్షన్ సేవను సేవకుల కుటుంబాలు దీవించమని మరలా మేమంతా ఇలా కలుసుకునే వరకు మాకు తోడు నీడగా ఉండి నడిపించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం మా పరం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ పరమరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం ఆయన సందులో చేరవచ్చిన మనకు భూలోకంలో పరిశుద్ధులందరకు ప్రభుత్వ పర్యంతన కృపా సమాధానం నెమ్మది తోడుగా ఉండి కాపాడి నడిపించిన గాక ఆమె ప్రభునేసు క్రీస్తు కృపా కటాక్షం మనకందరికి తోడుగా ఉండిన గాక బ్లో క్రీస్తు మహారాజుకి బ్లో క్రీస్తు మహారాజుకి పాపం రక్షించువానికి రోగులను స్వస్థపరచువానికి త్వరలో రానైన యేసు మసేహకు రాజుల రాజుకు ప్రభు క్రీస్తు వారి కృపా సమాధానం మనందరికీ తోడుగా ఉండగా